అన్ని సర్దేసుకోవచ్చు తొందరగా పడితే తొందరగా వెళ్ళిపోవచ్చు వద్దులే ఏమయ్యా బాగా నిద్ర పడుతుందా పడుతుంది పడుకో సార్ గంట అయిపోయినది వంద రూపాయలు ఛీ సార్ వంద రూపాయలు వంద రూపాయలు దేనికి ఐస్ క్రీమ్ తీసుకున్నారు సార్ వాళ్ళు తినేదానికా భోగం అంటే మీదిరా తినండి బాగా తినండి ఇది పేడేయాలంటే తిండి ఇంకేమన్నా పెట్టాలేమో ఏం అవసరం లేదు నేను గుమ్మం పక్కనే నిలబడతాను నువ్వు ఆవుని తీసుకుని గుమ్మం దగ్గర నిలబడు నేను ఆవు రాగానే బావు అని అరుస్తాను దెబ్బకి బెదిరిపోయి పేడ వేసేస్తుంది ఐడియా బాగుంది దీన్ని అక్కడికి తీసుకొస్తాను నువ్వు లోపలికి పంపించు ఓకే ఎందుకు వచ్చింది పిలిస్తే బెటర్ నువ్వా నేనే ఆవేమో దాన్ని బెదరగొడితే పేడేస్తుందని అనుకున్నా నువ్వు వచ్చావు ఇంకా అది పేడలేదా ఏంటమ్మా అవును తీసుకురాలేదే ఏమో నాకు భయం వేసింది గోపానం తీసుకొద్దామని వెళ్ళాను ఓహో ఎండి గారు ఆవుని దయచేసి లోపలికి తీసిరండి తీసుకెళ్ళండి మళ్ళీ గంట అది డబ్బులు దీనికి మాత్రం లేట్ చేయట్లేదయ్యా ఇదిగో ఇంకా ఎంతసేపు వేస్తుందయ్యా పేడ ఏమో సార్ మొన్న ఎప్పుడో పున్నానికేసింది మళ్ళీ అమాస్య వేస్తుందో ఏమో అమావాస్య అమావాస్య అంటే ఇంకో నాలుగు రోజులు కానీ ఇదా దేనికి నేనే ఎప్పుడు పీజా తినలేదు కదా రై ఆగండి రా ఆగండి అవ్వా ఇదిగో నువ్వు వెళ్ళవయ్యా నువ్వు వెళ్ళు వెళ్ళు ఇంకా మిమ్మల్ని తట్టుకోవడం నా వల్ల కాదు సామాన్లు మొత్తం లాల్లో సర్దేసి మీరు వెళ్ళండి పోండి సర్దండి అమ్మా అరటిపళ్ళ గెలైంది చిట్టయింది తవడైంది ఇప్పటికన్నా వేస్తుంది అది పేడ దీనికి ఇంపోర్టే గాని ఎక్స్పోర్ట్ లేదేమో చాలు బాబు ఇంకా చాలు ఇదిగో ఇది పేడేసినప్పటికి నా పాకెట్ ఖాళీ అయిపోయినట్టుంది అసలు ఎంత నివాళ జరిగింది నాకు ఇది వద్దు దీని పేడ వద్దు దీన్ని తీసుకెళ్ళిపో హలో ఇప్పటి వరకు దానికి చిట్టని తవుడని అతగాడి గంట గంటకి ఛార్జీలని దాదాపు వెయ్యి రూపాయలు దాకా ఖర్చు పెట్టాం ఇప్పుడు తీసుకెళ్ళిపోమంటే ఎలాగా ఓ పని చేయి దీని నువ్వు దీన్ని my dear Amrutham don't worry నాకు గొప్ప ఐడియా వచ్చింది ఏంటది చెప్తా నిలువు నిలువుగా బుర్రూపి అడ్డంగా పరిగెత్తాడేంటి ఏటమ్మా పేడేయాలనిపించలేదా లేదా ఇంటికి ఎప్పుడొస్తాడో ఈ అంజనయ్య లోన్ అంతా పీకకు వచ్చేసా ఎక్కడ సచ్చావు ఐడియా అని చెప్పి వెళ్ళావు తెచ్చేసా ఏంటది గజ విరోజ్ ఎందుకు ప్రత్యేకంగా ఏనుగుల కోసం తయారు చేసిన ఆముదం వెటర్నరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చా ఏమోరా దానికి విరోచనం అయితే కానీ నాకు విమోచనం అవ్వదు ఐదు నిమిషాల్లో దాని చేత పేడ వేయించే పూచి నాది మీరు ఇక్కడే ఉండండి పొద్దుననగా నా ఇంట్లో అద్దెకు దిగి పాలు పొంగించి కనీసం పాయసం పంపించలేదు చెప్తా వీళ్ళ అరే ఇలా అద్దెకు దిగారా లేదో అప్పుడే లాన్ సబ్లెట్కి ఇచ్చేశారు ఎవడరా నువ్వు మీరెవరు నేను ఎవరా నా ఇంట్లో దిగి నన్నే ఎవరని అడుగుతావా నేను ఇంటికి ఓనర్ని నమస్తే సార్ నేను మీ ఇంట్లోకి వచ్చాను నా పేరు అమృతరావు నా భార్య నమస్తే అండి ఓహో నువ్వేనా అద్దెకొచ్చిన వచ్చి అమృతరావే ఇంకా సామాను సత్రవది కాలేదా సర్దేస్తాను పోనీ అది ఒకందుకు మంచిదేలే ఇవి సర్దే లోపే నా షరతులన్నీ చెప్పేసేస్తాను షరతులా అవును ఒకటో తారీఖు కల్లా అద్దె ఖచ్చితంగా చెల్లించాలి ఓకే గోడలకు మేకులు కొట్టకూడదు అదేంటండి అలా అంటారు మరి మేకులు కొట్టకపోతే మా దేవుడి పటాలు క్యాలెండర్లు మా ఫోటోలు ఇవన్నీ ఎక్కడ పెట్టుకుంటాం గాల్లోనో లోనో పడేయండి అయినా నా ఇంటి నిండా మేకులు కొట్టి నా ఇంటిని ముళ్ళ పందిలా తయారు చేద్దాం ఉండు తను అలాగే అంటుందండి మేకే కాదు అగ్గి పుల్ల కూడా కొట్టం సరే ఇంకా మీరు ఇల్లంతా లైట్లు వెలిగించకూడదు ఒకవేళ వెలిగించిన రాత్రి తొమ్మిది తర్వాత లైట్ అనేది వెలగకూడదు అంటే తొమ్మిది దాటాక మేము బాత్రూమ్కి వెళ్ళాలంటే లాంతర్ పట్టుకెళ్ళాలా లేకుండా వెళ్ళినా నాకు అభ్యంతరం లేదు కానీ బాత్రూమ్ మాత్రం శుభ్రంగా ఉండాలి రాత్రి తొమ్మిది తర్వాత టీవీ చప్పుడు వినిపించకూడదు అంటే ఎప్పుడైనా మాకు దురదెక్కిందనుకోండి ఇలా గోక్కోవచ్చండి బరబర సౌండ్ వస్తుంది కదా అందుకని <laughs> దురదొస్తే గోక్కోకుండా ఎలా ఉంటారులేండి గోక్కోండి మరేం పర్వాలేదు వ్యాజ్ లైన్ రాసుకుని గోక్కోండి <laughs> థ్యాంక్స్ అండి అసలు ఎంతెందుకు మీరు అర్ధరాత్రి అపరాత్రి ఇంటికి వస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు ఈ ఇంట్లో తిరుగుబోతున్నారని అనుకుంటారు అలా అనుకోవడం ఈ ఇంటి ఓనర్గా నాకు ఇష్టం లేదు <laughs> డిన్నర్ పార్టీలకు వెళ్ళాం ఫస్ట్ షోలకు వెళ్ళామంటే కుదరదు అందుకని రాత్రి ఎనిమిది కల్లా మీరిద్దరు ఇంట్లో ఉండాలి <laughs> అబ్బే ఎప్పుడో సీఎం ఇంటికో గవర్నర్ ఇంటికో భోజనానికి వెళ్తాం తప్ప ఇంకెక్కడికి వెళ్ళవండి మరో విషయం చెప్పండి మీకు పిల్లలు లేరుగా <laughs> లేరండి ఎందుకు అడిగారు పిల్లలుంటే అంతా గోలగోలగా ఉంటుంది అది చుట్టుపక్కల వాళ్ళకి న్యూసెన్స్గా ఉంటుంది మా ఇంట్లో ఉండేవాళ్ళు పక్కింటి వాళ్ళకి న్యూసెన్స్గా ఉంటాం నాకు ఇష్టం దాని గురించి మీరే వరి అవ్వక్కర్లేదండి మాకు పిల్లలు పుట్టరు అంటే అయ్యో అలాంటిది ఏమి లేదండి ఓ రెండు సంవత్సరాలు వద్దనుకుని మా జాగ్రత్తలో మేము ఉంటున్నాం వెరీ <laughs> గుడ్ అయితే ప్రాబ్లమే లేదు అవును పిల్లలు లేరు పుట్టరు అంటున్నారు కొంపదీసి పిల్లులు కుక్కల్ని పెంచుకోవడం లేదు కదా నాకు పెంపుడు జంతువులు అంటే పరమ ఎలర్జీ అవి బాగా తిని ఇల్లంతా చెడదిని కంపు కంపు చేస్తాయి నా ఇల్లు పరమ శుభ్రంగా ఉండాలి ఆ ఇవన్నీ నేను ఆంజనేయులతో చెప్పాను అతను మీకు చెప్పాడో లేదనని మళ్ళీ మీకు చెప్తున్నాను అవును ఇంతకీ ఆంజనేయులేడి ఎండి గారు పేడ వేయబోతోంది బీ రెడీ ఆంజనేయులు లోపల ఆవుతో ఆవా పేడ పేడ కొంచెమే ఆ గృహ ప్రవేశం పాలు పొంగించి పేడ ఆంజనేయులు రెడీ కొంప తీసి ఏంటి ఏమైంది ఇంటి వాండర్ ఇలా పెరంగి గుళ్ళుతో కొట్టావు ఇవి ఫిరంగి గుళ్ళు కావురా బాబు ఆ? అమావాస్యకు పడాల్సిన గడ్డగడ్డిన గుబ్బిళ్ళు ఇంకా నయ్యో అవి మా ఫర్నిచర్ కి తగిలాయి కాదు లేకపోతే అవి ముక్కలైపోయి ఉండేవి అమృతరావు ఇంట్లో దిగిన మొదటి రోజే నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తావా నా షరతులు చెప్పిన నెక్స్ట్ మినిట్ బ్రేక్ చేసావు తప్పదు తప్పదు రేపు నువ్వు మా ఇంటికి వచ్చి వెయ్యి రూపాయలు పెనాల్టీ కట్టి వెళ్ళు వెయ్యా వెయ్యే లేకపోతే ఇంట్లో దిక్కుండానే ఇల్లు ఖాళీ చేసిన ఘనత నీకే దక్కుద్ది తప్పదు తప్పదు లక్ష్మీకరం శుభకరం లాభదాయకం కే విశ్వనాథ్ శంకరాభరణం నా మారైంది ఛార్జీలు డబుల్ అవుతాయి అంటే గంటకు రెండు వందలు సార్ ఆరిని ఆయన అనుకుంటున్నావురా చైర్మన్ అండి ఎండి గోపన్న డైరీ